Friends మీ లవర్ ఫోన్లో ఏమేమి మెసేజ్ వస్తుంది మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్లో ఏం మెసేజ్ వస్తుంది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరిదైనా సరే వాళ్ళ ఫోన్లో ఏమేమి మెసేజ్ వస్తుందో మనం చూడొచ్చు ఈవెన్ ఆ మెసేజ్కి రీప్లై కూడా ఇవ్వచ్చు సో దీనికి వాళ్ళ ఫోన్లో ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు సింపుల్గా ఒక ట్రిక్ తోటి అయితే మనం దాన్ని యాక్సెస్ అయితే చేసుకోవచ్చు మొత్తం మన ఫోన్లోకి అది ఎలా అని చెప్పేసి ట్రిక్ చెప్తా ఫాలో అయిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన ఫోన్లో మన ఫోన్లో మీరు గూగుల్లోకి వచ్చేసి నేను ఏదైతే సెర్చ్ చేశానో సర్చ్ బార్లో మీరు హ్యాస్ట్ సర్చ్ చేయండి కనిపించిన ఫస్ట్ వెబ్సైట్ని ఒత్తండి తర్వాత మీకు ఒక స్కానర్ అయితే వస్తుంది సో ఈ స్కానర్ని మీరు మీ ఫోన్లో ఇట్లే పెట్టుకోండి సింపుల్గా రెండు నిమిషాలు దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఎవరిదైతే యాక్సెస్ చేద్దామంటున్నా వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫోన్లో గూగుల్ మెసేజ్ ఉంటుంది కదా సో మీరు అది ప్రెస్ చేసేసి తర్వాత మీరు మనకి పైన త్రీ డాట్ బటన్ కనిపిస్తుంది కదా సో అది వచ్చేస్తే కింద మనకు డివైస్ పెరిగిన ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ క్యూఆర్ స్కానర్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది చూడండి ఈ స్కానర్ తోటి మన దాంట్లో కానీ స్కాన్ చేసుకున్నట్టు అయితే సో సింపుల్గా వాళ్ళ దాంట్లో ఏమేమి మెసేజ్ వచ్చినాయో ప్రతిదీ మనం చూసుకోవచ్చు సో దీన్ని మీరు అవసరమైతేనే యూజ్ చేయండి అనవసరంగా అయితే యూజ్ చేయకండి ఎందుకంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఉంటాయి కాబట్టి